ఎక్సలెంట్ ఫెంటాస్టిక్ సూపర్ ఈ బ్లాక్ అద్భుతంగా ఉంది అవును చాలా బాగుంది చాలా బాగుంది ఇదిగో డైరెక్టర్ ఫ్రేమ్స్ బ్లాక్స్ నేను చూసుకుంటాను కానీ నువ్వు డైరెక్షన్ చేయి చాలు ఓకే సార్ ఈ కింద నుంచి ట్రాలీ ఎత్తి ఉంటుందండి రైట్రా కెమెరా కింద ఎడితే కానీ ఆ పైన పెట్టి క్రేన్ వేసుకుంటే సరే ఆ పక్కన హీరో ఇక్కడ పెడితే ఎట్లుంటదండి చూస్తావా ఎవరన్నాయా వీళ్ళు రోడ్డు కొలతలు వేసే వాళ్ళ అలా హడావిడి చేస్తున్నారు రోడ్డు వైడింగ్ చేసే కార్యక్రమంలో బహుశా రోడ్డు మన హోటల్లోకి వచ్చిందేమో ఇది ఫిక్స్ ఓకే సార్ ఏమంటా ఎక్సలెంట్ అండి ఎక్స్ట్రా లొకేషన్ ఇక్కడ అయితే మనకి సెట్టింగ్ కూడా అవసరం లేదు ఎగ్జాక్ట్ చెప్పారండి సొల్లుంగా అమ్మా రెండు ప్లేట్ ఇడ్లీ రెండు కాఫీ తొందర తీసురా చాలా బాగుందా టిఫిన్ ఇరవై రూపాయలా చాలా అన్యాయం పొద్దున్న ఐదు వందల చిల్లర ఎక్కడుంది వెళ్ళి చిల్లర మనం అక్కర్లేదు ఉంచుకోండి ఇంత మంచి టిఫిన్ కి కాఫీకి ఇరవై రూపాయలనా ఎంత ఇచ్చినా తక్కువే ఎక్కువ ఇచ్చినా తక్కువే కరెక్ట్ ఎండ రేట్లు మార్చండి మీ హోటల్ మాకు బాగా నచ్చింది ఒక వారం రోజుల పాటు షూటింగ్ అద్దెకి కావాలి షూటింగ్ కా చూడండి ఈ హోటల్ అద్దెకి ఇవ్వబడదు ఓన్లీ ఈటింగ్ నో షూటింగ్ రోజుకి పదివేలు రెంట్ ఇస్తామండి మీరు వేలిచ్చినా లక్ష చెప్పినా కుదరదు మా యూనిట్ మొత్తం వంద మంది కాఫీలు టిఫిన్లు భోజనాలు మొత్తం ఇక్కడే చేస్తామండి కుదరదని చెప్తున్నా కదా పద్దు ఏంటనయ్యా ఒకసారి ఇలా రా చెప్తా రా తప్పుకో కూర్చో ఏంటి పద్దు బుర్ర లేకుండా వాళ్ళంత రెంట్ ఇస్తానంటుంటే ఇస్తాం అంటున్నారు ఒక్కసారి ఆలోచించు రోజుకు పదివేల రూపాయల అద్దె పైగా వంద మందికి ఇక్కడే భోజనం టిఫిన్ కాఫీ వాటికి వాడిప్పుడిచ్చిన దాంతో పోలిస్తే ఎంత అవుద్ది అత్యాశ అవుతుంది వదులుకుంటే నిరాశ అవుతుంది మనుషుల్ని చూస్తే నమ్మకం కలగట్లేదు అబ్బా నీకన్నీ అనుమానాలే నేను డీల్ చేస్తాను కదా నేనెంత జాగ్రత్తగా ఉంటాను నీకు తెలుసుగా నీకు డౌట్ ఎందుకు నేను చూసుకుంటాగా నువ్వు ఈ యాంగిల్లో రజనీకాంత్ మేం ఓకే కానీ మీరు ఓకేనా అని అంటే అంటే మీరు కొత్త ప్రొడ్యూసరా లేకపోతే ఎక్స్పీరియన్స్డా అని కొత్త ప్రొడ్యూసరా ఆ. దేవదాస్ సినిమా తీసింది తాతగారు వేటగడ్డ సినిమా తీసింది మామయ్య గారు లేటెస్ట్ గా వచ్చిన బాబా తీసింది వీళ్ళ బాబాయ్ గారు ఓ హిందీలో సుభాష్ కాయ్ పార్ట్నర్షిప్ లో సినిమాలు తీస్తుంటారండి ప్రొడక్షన్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ అన్ని పెద్ద పేర్లే మీరు ఇక్కడ షూట్ చేయటం మాకు సమ్మతం కాదు కాదు మా భాగ్యం రేపు పొద్దున్నే యూనిట్ వచ్చేస్తా ఒక్క నిమిషం హోటల్స్ బిల్లు మాత్రం ఏ రోజుకు ఆ రోజు సెటిల్ చేయాల్సిందే <laughs> డైరెక్టర్ మొన్న ఆగ్రాలో ఏం జరిగిందో చెప్పు తాజ్ మహల్ ముప్పై రోజులు బుక్ చేసి సింగిల్ పేమెంట్ అడ్వాన్స్ ఇచ్చేసారు ఇరవై రోజుల్లో షూటింగ్ చేసి మిగిలింది టిప్పు వదిలేసారు డోంట్ వరీ బి హ్యాపీ గుడ్ మిస్ నిషా ఆర్ యూ కంఫర్టబుల్ ఆ మూడ్ రెడీ కెమెరా రన్నింగ్ ఆ ట్రాలీ అమ్మా కాట్ కాట్ కాట్ కాట్ ఎవడా ఏడు సఫార్ వేసుకుని సుమో ల్యాండ్ అయిపోయి వర్ష్ ఫెలో ఈ కి నేను మేనేజర్ని ఏంటి గోలా ఐ లవ్ యూ గెట్ అవుట్ ఇదిగా ఈ హోటల్ నీదే ఆల్రెడీ మేము ఓనర్స్ తో మాట్లాడి పెర్మిషన్ తీసుకున్నామయ్యా పర్మిషన్ ఇచ్చాడు ఆంజనేయులు ఆంజనేయుల ఆంజనేయులు ఏయ్ ఆంజనేయులు ఏంటిది సరే అడ్వాన్స్ తీసుకున్నావా అడ్వాన్స్ ఇంకా తీసుకోలేదు ఇంకా తీసుకోపోవడం ఏంటి నీకు అసలు బుర్రందా వాళ్ళు చాలా సౌండ్ అండి నిన్న ఇరవై రూపాయలు టిఫిన్ తిని ఐదు వందల రూపాయలు టిప్ ఇచ్చారు తెలుసా మెంటల్లీ అన్సౌండ్ లో ఉన్నారు వాళ్ళు ఇరవై రూపాయలు టిఫిన్ కి ఐదు వందల రూపాయలు టిప్పా కావాలంటే పద్దును అడగండి ఏహే నేను అసలు ఒప్పుకోను అడ్వాన్స్ లేకుండా షూటింగ్ చేయడానికి కుదరదు పేటు బేరర్ నాట్ సర్వర్ బాస్ రూపీస్ థర్టీ థౌజండ్ ఓన్లీ ఋషి బ్యాంక్ <laughs> <laughs> ఏమై ట్వంటీ ఎయిట్ లెన్స్ వేసుకో లెన్స్ అని చెప్తాను కానీ నువ్వు డైరెక్షన్ చేయి చాలు వెళ్ళిరండి బిలా సీదా పగడనారే హరియప్ హరియప్ ఏంటి మీ హీరోయిన్ కి తెలుగు రాదా సాంప్రదాయం ఎలా బ్రేక్ చేస్తామండి సాంప్రదాయం అంటే అనాదిగా తెలుగు హీరోయిన్లు అందరూ పదహారు అనాలు బొంబాయి భామలు షార్ట్ రెడీ మేడం ఆ పాయి అచ్చా బొంబాయి పిల్ల అందుకే అంత నాజుగ్గా ఉంది బాబుకి ఇవ్వాల్సిన అడ్వాన్సు తొంభై లక్షలు ఈ అకౌంట్లు తెచ్చావా ఈడియట్ సినిమా కాదయ్యా తిట్టు నువ్వు <laughs> అయిందా అవుద్ది డెఫినెట్ గా బౌన్స్ అవుద్ది ఎందుకంటే ప్రొడక్షన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది కదండి దానికి బాబుని హీరోగా బుక్ చేసుకుని అతనికి అడ్వాన్స్ గా ఇవ్వాల్సిన డబ్బులు పొరపాటు ప్రొడక్షన్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ నుంచి చెక్ ఇచ్చి అయితే అయితే ఏముందండి మా ప్రతి ప్రొడక్షన్ కి ఒక్కో బ్యాంక్ లో ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేస్తాం అందుకే దేశం మొత్తం మీద ఉన్న ప్రతి బ్యాంక్ లో కూడా మాకు అకౌంట్ ఉంది అంటే నా అకౌంట్ అండమాన్ లో ఉందా సార్ మీకు చెక్ ఎందుకు సార్ క్యాష్ ఇస్తాను కదా క్యాషా అడ్వాన్స్ ఇరవై వేలు నిన్న షూటింగ్ బిల్లు ఇరవై వేలు వేరాసి నలభై వేలు తీసుకోండి సార్ సార్ ప్రొడ్యూసర్ గారు ఇందాక మీకు నలభై వేలు క్యాష్ ఇచ్చాను కదా ఇంకొకసారి ఇస్తారా కొన్ని కంటిన్యూ షాట్లు మిగిలిపోయి ఏంటయ్యా ఇప్పుడే ఆయనకి ఇచ్చేసాను నువ్వు డైరెక్టర్ కదా కంటిన్యూ తెలియదు నీకు ఈడియట్ సార్ సినిమా అయ్యా పర్లేదు ఇవ్వండి సార్ ఇప్పుడు ఇచ్చేస్తాను ఇచ్చేస్తాడు కంటిన్యూటీ కదా డబ్బులు ఇక్కడ ఉంటాయండి ఏం కాదు వచ్చేస్తాయి నేను ఉన్నాను కదా మీకు ఎందుకు నిషాజీ లేలియే ये ग्रेप जूस ये कैरेट जूस ये ప్యారెట్ జ్యూస్ ప్యారెట్ జ్యూస్ యా మీరు చిలక పలుకులు పలుకుతూ చిలకలా ఉన్నారు కదా అందుకోసం ఈ చిలక జ్యూస్ నాన్న ఏ లే లూంగి ఆ పీవో తూ బనా ఆ బనానా జ్యూస్ అబ్బి లాऊंगा నానా అబ్బి అబ్బి मैं आंजनेलू हूँ मेरे को हिंदी थोड़ा थोड़ा आता तुम एडजस्ट होता ఏ క్యా బోల్తా తూ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు సున్ సున్నా జాతి క్యా ఖండాలా నే నీతోనే ఉండాలా దఫా హోజే గాయం హోజే మర్జా ఆర్ క్యా ఇంకేముంది అగ్గిపుల్ల ఆర్పాలి పాగల్ హై తూ మేనే ప్యార్ కియా తూ మన హిందీ దెబ్బకి తట్టుకోలేక పారిపోయింది ఏ నిషా నిషా షార్ట్ టెరిఫిక్ వచ్చిందండి బ్రేక్ ఆ సినిమా అడ్వాన్స్ ఇచ్చారా ఇచ్చారు గుడ్ ఏది మళ్ళీ తీసుకున్నారు ఛే, అది కాదు పద్దు అబ్బా నువ్వు కంగారు పడకు నేను వసూలు చేస్తాను కదా హలో ఎవరు హీరో డేట్లు ఇంకోళ్ళకి ఇచ్చాడా క్యాలెండర్ కూడా ఇచ్చామనండి అసలు నేను హీరోని చేయబట్టి ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాడు నేను తలుచుకుంటే ఎవరినైనా హీరోని చేయగలండి ఎవరినైనా సరే ఆఖరికి ఈయనైనా సరే హీరోని చేసి నెంబర్ వన్ పొజిషన్లో కూర్చోబెడతాను ఏమనుకుంటున్నాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆయన ఏంటి ఆయన స్టేటస్ ఏంటి ఆయనకి అంత అవసరమా ఏ సార్ ఏ సినిమాలో చేస్తాను ఆమోషా కాదయ్యా ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఆయనకేంటి అవసరం బిజినెస్ మ్యాగ్నెట్ హీరో అవ్వకూడదా ఏ సార్ ఎందుకయ్యా ఆయన అలా ఇబ్బంది పెడతావు పాపం ఏం సార్ మా ఈ చిన్న సినిమాలో మీరు హీరోగా చేస్తారా అంటే మీరు ఒప్పుకుంటున్నారా మన సినిమా గ్యారంటీ అంటే హీరో అయితే డాన్స్ లో ఫైట్ లో చేయాలి కదా సార్ ఓ మాట అంటారా డాన్సులు ఫైట్లు పెద్ద ప్రాబ్లం కాదండి ఇప్పుడు డాన్సర్ అనుకోండి గ్రూప్ డాన్సర్లు ముందు మీరు నిలబడతారు మీరు చేతులు కాళ్ళు ఊపుతుంటారు ఎనకథలు డాన్సర్లు వేసేస్తుంటారు ఇంకా ఫైట్లు డూపులు చేసేస్తుంటారు మీరు చేతులు కాళ్ళు ఊపడం ప్రాక్టీస్ చేయండి వెళ్ళి అంతేనంటారా అంతేనండి ఏమయ్యా నా సినిమాలో ఈయన హీరో అయ్యా నీకేమైనా అభ్యంతరమా నాకండి అభ్యంతరమా ఈయన ఒప్పుకుంటే మధ్యంతరం లేకుండా షూటింగ్ చేసేస్తానండి వెరీ కంఫర్టబుల్ మరి లొకేషన్ అడ్వాన్స్ నో నో నో నో నో నో మీరు ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోకండి టైం వేస్ట్ చేయకండి మీరు డాన్స్ ప్రాక్టీస్ చేయండి అర్జెంట్గా వెళ్ళి వెళ్ళిపోండి అంతే <laughs> కూడా ఇలా జ్యూసులు కొడుతూనే ఉంటావా వాళ్ళేమైనా పిండేదుందా ఎవరిని ఆ జంట సపోర్టాల్ని రెండు రోజుల నుంచి షూటింగ్ విరివిగా జరుగుతూనే ఉంది కానీ అడ్వాన్స్ ఇవ్వటం జరగలేదు ఆ జింబు అంబుజాన్ని అడగమంటే ఒక వింత నవ్వు నవ్వి వాళ్ళెక్కడికి పోతారు నా గ్రిప్లోనే ఉన్నారు అంటాడు నువ్వు ఉండు ఆ బాస్ ఎప్పుడంతే ఎవరేం చెప్తే అది నమ్మేస్తాడు బోళాశంకరుడు నే వెళ్ళి వాళ్ళ ముక్కు పిండి మరీ వసూలు చేస్తాను చూడు సరే अंजू హా, ये चिकन जूस చికెన్ జ్యూస్ సపోటా చికెన్ అంజుబాబు గారు సపోటాని హిందీలో చీకు చీకు చీకు చీకు అంటారండి ఏ చీకు పీకు నేను ప్రొడ్యూసర్ గారి దగ్గర అడ్వాన్స్ లాక్తా కదరకండి చూడముచ్చటగా చూడ ముచ్చటగా ఉంది కదా జంట అవును సార్ అమ్మాయి తెలుగు రాదు అబ్బాయి కింది రాదు బ్లాక్ అండ్ వైట్ మరో మరో చరిత్ర ఎట్ట బుక్ చేసేయండి దయచేసి మీరు ఇంకెవ్వరికి మాట ఇవ్వకండి సార్ ఏమంటున్నారు మా ప్రొడక్షన్ ఫిఫ్టీ సెవెన్ లో హీరో మీరేనండి రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్ నాలుగు రోజుల్లో కెమెరా ఫేస్ చేయబోతున్నాను మీరు అనుకుంటున్నారు నా ఫేసు సినిమాకి బాగుంటుందా వరేవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు వచ్చింది సినిమా ఛాన్సు 应该。 ఎవరమ్మా నువ్వు రెడీయా రెడీ సార్ యాక్షన్ కట్టో నేను చెప్పుకుంటాను నువ్వు వెళ్ళి డైరెక్షన్ చేయి ఏ మానిక్ మేత ఇలా రా మీ నిన్నే ఓ వెళ్ళి అయిపోయి ఏమా ఆంజనేయులు ఆపా ఇవ్వాలా నాలుగు రోజులైంది అడ్వాన్స్ లేదు తింటున్న దానికి బిల్లు లేదు ఎందుకు లేదు మీ మేనేజర్కి ఇచ్చేస్తాను కదా ఓచర్లు ఎప్పటికప్పుడు ఓచర్లేంటి రోజు తింటున్న తిండికి రెంట్కి ఎంత ఖర్చు అవుతుందో మొత్తం ఓచర్లు రాసేస్తున్నావా అవన్నీ అప్డేట్గా ఇచ్చేసాం ఇంకా క్యాష్ ఇవ్వడమే బాకీ తెలివా ఇప్పుడు ఇంత అందమైన అమ్మాయికి అకౌంట్ అవసరం అంటవా నీకు హీరోయిన్ అవ్వాలనుందా నీకు చట్నీ అవ్వాలనుందా నువ్వు వంట చేసుకోమ్మా అమ్మో చుట్టడమే ఈ అమ్మాయి దగ్గర మన పప్పులు ఉడకవు ఈరోజు సండే కదా చికెన్ లేదా చిన్నరమే యాక్షన్ ఏయ్ చెప్పాయా లెగ్ లెగ్ లెగ్ టు లెగ్ ఓకే రెడీ ఓకే సైలెన్స్ స్టార్ట్ సౌండ్ రన్నింగ్ సార్ కెమెరా రన్నింగ్ యాక్షన్ క్యాట్ క్యాట్ ఏమయ్యా ఏంటి హీరోగా వేరే అతను పెట్టేసుకున్నావా హీరో కాదండి అతను విలను విలనా డ్యూ ఎట్టా అవునండి నావల్టీ నావల్టీ ఉందండి మన సినిమాలో <laughs> అయితే హీరోకి రేప్ సీన్ ఉంటుంది <laughs> మీకు చెత్తవారంతో పాటు చమత్కారం కూడా ఎక్కువేనండి ఇంతకీ మన ప్రాక్టీస్ ఎంత వరకు వచ్చింది ఆడికంతా బాగా చేసేటంత వరకు వచ్చింది వెరీ గుడ్ వెరీ గుడ్ అడ్వాన్స్ అర్జెంట్ గా మీకు స్క్రీన్ టెస్ట్ చేయాలండి ఒరే డైరెక్టర్ ఇలా స్క్రీన్ టెస్ట్ స్క్రీన్ టెస్ట్ అండి కారణం తీసుకెళ్ళి జాగ్రత్తగా స్క్రీన్ టెస్ట్ చేయి ఈ లోపు నేను సాంగ్ తీసేస్తాను సాంగ్ మీరు సార్ టెస్ట్ సార్ సార్ ఇటు కూర్చోండి గోపి సార్ ఇట్రావే అది సార్ సార్ తీసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అక్షరం కొదలకని చదివేయండి సార్ ఇదా క్యారీ సార్ కంటిన్యూ స్క్రీన్ వీక్లీ స్క్రీన్ టెస్ట్ అంటే ఇదా ఇంకా ఏంటో అనుకున్నాను నేను షూటింగ్ స్టార్ట్ అయ్యి మూడు రోజులైంది ఇప్పటికీ అడ్వాన్స్ ఇవ్వలేదు ఇస్తారు ఇస్తారు ఎప్పుడు షూటింగ్ అయిపోయాక అడ్వాన్సు మొదలు పెట్టక ముందు బ్యాలెన్సు ఇస్తారా నువ్వు వర్రీ అవ్వకు వాళ్ళు ఎక్కడికి పోతారు నా గ్రిప్లో ఉన్నారు వాళ్ళు ఇది ఎక్కడో విన్నట్టుంది అవును నాకు అలాగే అనిపిస్తోంది నువ్వు ఆగు నేను వెళ్ళి కలెక్ట్ చేస్తాను చూడు తులసకోట దగ్గర నుంచి అలా ఓపెన్ చేసుకుంటే హీరోయిన్ అక్కడ వెయిట్ చేస్తుంటారు హీరో అలా ఎంటర్ అవుతాడు చార్జ్ మాణిక్ మెహతా అడ్వాన్స్ పట్రా డాన్స్ బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారా సార్ డాన్స్ లో ఈ చూడండి ఈయన పేరు అంజుదేవా అని పెట్టాలి కొంచెం కష్టంగా ఉన్నా డాన్స్ బానే ప్రాక్టీస్ చేశా వెరీ గుడ్ ఇంకా మీతో సాంగ్స్ షూట్ చేసుకోవచ్చు అరే నో ఇది మీరు సిగ్గుపడాల్సిన సమయం కాదు రండి నాతో సాక్ సాక్ కాసేపు ప్రాక్టీస్ అవుతారా బాబు లైట్ అయ్యి అబ్బా ఎంత వేడిగా ఉందో ఆ లైట్ తిప్పు మరి అదే కెమెరా ముందు లైట్ల ముందు పెర్ఫామ్ చేయడం అంటే డాన్స్ ప్రాక్టీస్ చేసినంత ఈజీ కాదు మరి అది ముందు లైట్ లైట్ని ప్రాక్టీస్ చేసి కెమెరా ముందు పెర్ఫామ్ చేయడం నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలంటే ఈ రోజంతా ఈ లైట్ ముందు నిలబడి వేడిని తట్టుకోవాలి ఓహో కొంచెం దగ్గరగా రండి అలా అలా లైట్లోకి తీక్షణంగా చూస్తూ ఉండండి ఈ రోజంతా ఇలాగే ఉండాలి కూల్ నో ప్రాబ్లం ఆ ముక్కు పచ్చలారని కాశ్మీరం ముక్కు పుడకతో వచ్చింది కాశ్మీరం దీని ఒయ్యారం కాశ్మీరం దీని అవ్వారం కాశ్మీరం దీని ఒళ్ళవుతా కాశ్మీరం దీన్ని చూస్తే కాశ్మీరం రామ్ రామ్ రామ్ రామ్ ఈ లొకేషన్లో మొత్తం షూటింగ్ అయిపోయింది మొత్తం యూనిట్ని అంతా తీసుకొని అరకు షిఫ్ట్ చేసి అలాగే సార్ సార్ మరి నా రెమ్యునేషన్ నీకు రెమ్యునేషన్ ఎందుకయ్యా ఫిఫ్టీ సెవెన్ కి నువ్వే డైరెక్టర్వి సార్ వెళ్ళిపో ఎక్కువ ఎమోషన్ ఫీల్ అవుకో థ్యాంక్ యూ సార్ సార్ ఆ సినిమాకి నన్ను అనుకున్నారు డైరెక్టర్ నువ్వే మాణిక్ మేత వారం రోజులైంది షూటింగ్ మొదలెట్టి బిల్లు మాత్రం నిల్లు మీరు ఎంటర్ అయితే హౌస్ ఫుల్ సార్ రేపే మీ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది మీరు రెడీనా నేను ఎప్పుడో రెడీ హీరో ఎంట్రీ రిచ్ గా ఉండాలని లొకేషన్ రామానాయుడు స్టూడియో బుక్ చేశాను అలాగా రేపు అక్కడే మొత్తం మీ బిల్లు సెటిల్ చేసేస్తాం మీ హీరో రెమ్యునరేషన్ కూడా టోటల్గా పేమెంట్ చేసేస్తాం మీరు మొహమాట పడకుండా తీసుకోవాలి మరి ట్రై చేస్తాను సరే అయితే మీకు రేపు లొకేషన్ రావడానికి నా కారు పంపిస్తానే ఎందుకండి నా మోపెట్ మీద వచ్చేస్తాను ఎంత మాట అన్నారు సార్ నా చేతుల మీదుగా హీరోగా లాంచ్ అవ్వబోతూ మోపెడ్ మీద చీప్గా వచ్చేస్తారా నా ప్రొడక్షన్కి నా బ్యానర్కి అవమానం సార్ మీరు అంతగా ఫీల్ అయితే వద్దులండి మీరు చెప్పినట్టే అలాగే అయితే మీరు అర్జెంట్కి వెళ్ళిపోయి పడుకొని పండి రేపు పొద్దున్న కెమెరాలో చాలా అందంగా పడాలి మీరు అది డైరెక్ట్ ఏం తెలీదు సరే వస్తాండి గుడ్ లక్ ఈడైపోయాడు ఇంకా అంజగడికి రేపు ప్రోగ్రామ్ చెప్పాలి కానివ్వండి को हल्लोटम पर विजय सूपर ओ हल्लो टेम्पर ओ विजय सूपर और पहला पच्चीस पहला पच्चीस बुलेट बंदे अरे पदहे निंटन स्कूटर अंदे राटू देले रात सके की को ना यंदे राटू देले रात सके की ठीक ना यंदे हल्लो टेम्पर ओ विजय सूपर మీరెవరి కోసమో వెయిట్ చేస్తున్నట్టున్నారు యా మా యూనిట్ కోసం మరి మీరు <laughs> నేను మా యూనిట్ కోసమే వెయిట్ చేస్తున్నాను మీరు ఆర్టిస్టా యా హీరో అఫ్ <laughs> కోర్స్ నేను హీరోనే ఏ బ్యానర్ లో జిఎం కంబైన్స్ జిఎం కంబైన్స్ గోల్మాల్ కంబైన్స్ ప్రొడ్యూసర్ మాణిక్ మెహతా <laughs> నేను కూడా వాళ్ళ కంపెనీలోనే హీరోగా చేస్తున్నా ఐసి మల్టీ స్టారర్ అయి ఉంటుంది మల్టీ స్టారర్ అయ్యుండొచ్చు హిందీలోలా ఇందాక నుంచి మీ వాయిస్ విన్నట్టు మీ ఫేస్ అలికినట్టు అనిపిస్తుంది నాకు నాకు అలానే అనిపిస్తోంది ఆ ఆంజలు నువ్వా అమ్ముజనాభం గారు మీ- మీ- మీరా నేనే కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు ఓచర్లన్నీ లెక్కేసిన మీద మొత్తం యాభై వేల రూపాయలు బిల్లు తేలింది మిగిలింది ఐదు వందల యాక్సిడెంట్ కింద ఈ ఐదు వందలు మాణిక్ మెహతా తీసుకోమన్నాడు ఒరే మాణిక్ మెహతా నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను వచ్చిన ప్రతి బఫుని నమ్మద్దని ఈ వయసులో హీరోలు అవుతారంట మళ్ళీ సిగ్గులెక్కడ బిగ్గులు ఒకటి ఎక్స్క్యూజ్ మీ నేను అనుకున్న స్టూడియోస్ నుంచి వస్తున్నానండి మీ హోటల్ షూటింగ్ పర్పస్ హైర్ ఇస్తారా నో రోజుకి పాతి వేలు ఇస్తాం పది రోజులు షూటింగ్ చేస్తాం నో ఇదిగోండి లక్ష రూపాయలు అడ్వాన్స్ గా చెక్ మేము హోటల్ షూటింగ్ ఇవ్వం వెంకటకరణ్ గారి ప్రొడక్షన్ అండి ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్ మీరు వినే ఉంటారు మొన్ననే సుభాష్ గా ఇంటూ వచ్చాడు అల్లటప్పాయి లక్ష రూపాయలు చెక్ ఎందుకని మధ్య ఒకసారి ఆలోచించుకోండి ఇదిగో ఇలారా చెవిలో పెట్టుకో చెక్కు అక్కినేని వెంకట్టు అశ్విని దత్ అంటే ఇక్కడ నమ్మేయడానికి ఎర్రోళ్ళు ఎవరు లేరు పా పాతలకే వెళ్ళవే బాబు ఈ కర్మ అక్కినేని వెంకట గారికి కిలోమీటర్ దూరంలో కూడా కలిసి ఉండడు ఏమనంటున్నారు సార్ షూటింగ్కి హైర్ కంటేనే ఫైర్ అయిపోతున్నారు పాపం ఒకళ్ళిద్దరు పులికాయలు తగిలి దెబ్బతిని ఉంటారు సర్లే తర్వాత చూద్దాం ఓకే సార్ స్టూడియో బాగున్నావే